hello guys welcome to the review of the movie the Kerala Story acted by Adah Sharma garu and so many other actors రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళగానే సాల్వ్ పెట్టుకోండి నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు so please to subscribe and click the bell icon also ఇంకా ద కేరళ స్టోరీ మూవీ గురించి చెప్పాలంటే one of the greatest movies I ever witnessed డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది అసలు ఏమాత్రం మిస్ అవ్వకూడదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిందువులైతే మాత్రం అసలు ఒక్క పర్సెంట్ కూడా మిస్ అవ్వకూడదు అంత ఫెంటాస్టిక్ మూవీ అది అండ్ అంత కళ్ళు తెరిపించే సినిమా కూడా అంటే పర్టికులర్గా ఒక స్టేట్ గురించే చెప్పినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు చాలా చోట్ల జరుగుతున్నాయి అనేది మనకు తెలిసిన విషయమే సో వాటన్నిటి గురించి మనకందరికీ కూడా చాలా క్లియర్గా తెలియజేసే ఒక సినిమా ఇది అండ్ ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు ఎందుకంటే తీయడానికి ప్రొడ్యూసర్లు ఉన్నా యాక్టర్లు ఉన్నా డైరెక్టర్లు ఉన్నా వీళ్ళ అందరూ ఉన్నా కూడా సరిపోదు గట్స్ ఉండాలి ఇలాంటి సినిమాలు తీయాలంటే సో అలాంటి ఒక అరుదైన అద్భుతమైన సినిమా ఇది సో డెఫినెట్గా మస్ట్ వాచ్ ఇది కాకపోతే ముందే చెప్తున్నా రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఇది ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది థియేటర్ థియేటర్లో అంటే తెలుగులో కూడా డబ్ చేశారు కాకపోతే ఏంటంటే ఆ డబ్బింగ్ వెర్షన్ అనేది కేవలం ఓటీటీలో మాత్రమే అవైలబుల్ ఉండొచ్చు లైక్ కాశ్మీర్ ఫైల్స్ కూడా అంతే కదా అది కూడా హిందీయే వచ్చింది థియేటర్స్కి ఓటీటీలో మాత్రమే తెలుగు వచ్చింది సేమ్ ఇది కూడా అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే థియేటర్లో హిందీ మాత్రమే ఉంది తెలుగు అయితే ఎక్కడ కూడా లేదు సో హిందీలోనే ఉంటుంది అండ్ సబ్ టైటిల్స్ కూడా లేవు సో ఎవరైతే హిందీ వచ్చో వాళ్ళు మాత్రమే చూడాల్సి ఉంటుంది వాళ్ళు మాత్రమే ఆ మ్యాక్సిమం అర్థం చేసుకోగలుగుతారు ఒకవేళ ఎక్కువ శాతం హిందీ రాకపోయినా కొద్ది కొద్దిగా వచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సీన్స్ మనకి సీన్స్ని బట్టే అర్థమైపోతాయి అక్కడ భాషతో సంబంధం లేదు అంత ఎగ్జాక్ట్గా తీశారన్నమాట వాళ్ళు అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఏ సీన్లు చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటుంది నిజానికి ఏ కూడా కాదు ఈ సినిమా ఏ ప్లస్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్లో కూడా ఒకటి రెండు సీన్లు కొంచెం భయంకరంగా ఉన్నట్టుగా కొంచెం దారుణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి కదా ఆ కైండ్ ఆఫ్ సీన్లు ఇందులో ఉన్నాయి అవి కాకుండా ఏ సీన్లు ఉన్నాయి సో అదనమాట నేను చెప్పాలనుకుంటుంది అంటే ఆ పదాలు అనేవి యూట్యూబ్ అల్గర్థమ్స్ ప్రకారంగా నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్గా చూపించారు దాని కారణంగా కొన్ని సీన్లు చాలా దారుణంగా కూడా అనిపిస్తాయి కానీ స్టిల్ చాలా అంటే చాలా రియలిస్టిక్గా చూపించారు అసలు ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదైతే ఫెంటాస్టిక్ ఉందని చెప్పాలి అసలు మామూలు స్క్రీన్ ప్లే కాదు కథ నడిచిన విధానం ఏదైతే ఉందో అది ప్రతి క్షణం మనల్ని ఆ కథతో కనెక్ట్ చేస్తుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కానీ ఎలా జరుగుతుంది అనేది మనల్ని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయిన ఫీలింగ్ని అయితే తెస్తుంటుంది అండ్ అదే కాదు చాలా రియాలిటీ కూడా ఉంది అంటే కొంతమంది ఏంటంటే ఈ సినిమా కథ రియల్ కాదు ఇదంతా కూడా ఫేక్ స్టోరీ అనుకుంటున్నారు కాదు ఇది రియల్ స్టోరీయే ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ఎండింగ్లో ఈ సినిమా ఎవరి గురించి అయితే తీశారో వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి అంటే కొంతమంది పేరెంట్స్ ఉంటాయి కొంతమంది అమ్మాయిలవే డైరెక్ట్గా ఉంటాయి ఇంటర్వ్యూస్ సో ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళమే వాళ్ళ రియల్ స్టోరీసే చూపించారు ఇదే కాదు చాలామందికి అది నిజంగానే జరిగింది ఇన్ఫ్యాక్ట్ నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను కేరళ స్టో మూవీ స్టోరీ రియల్ స్టోరీ అని చెప్పి మన ట్రెండింగ్ టాపిక్స్ ఛానల్లో ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ రెండోది నేను ఆ వీడియోలో ఏదైతే ఒక పర్టికులర్ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అంటే రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారనమాట ఒక కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఆయన కన్వర్షన్స్ గురించి అదే డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా సినిమాలో వాడారు ఎగ్జాక్ట్గా సినిమాలో వాడారు సరే సేమ్ సేమ్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు కూడా అదే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు నేను కూడా అదే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను ఫ్యాక్ట్ ఎక్కడైనా ఫ్యాక్టే కదా సో అదనమాట పాయింట్ సో ఎంత పెద్ద నిజం ఉందో ఇంకా మీరే అర్థం చేసుకోండి ఆ సినిమాలో అంత హై లెవెల్ ట్రూత్ని అయితే చూపించారు అంటే ఇది కేరళ వరకే పరిమితమైంది ఈ సినిమాలో ఈ సినిమాలో కేవలం ఇది కేరళ వరకు మాత్రమే పరిమితమైంది ఎందుకంటే ఇది ద కేరళ స్టోరీ కాబట్టి కానీ ఇది వేరే చోట్ల కూడా జరుగుతూ ఉండొచ్చు జరుగుతుందని కూడా చాలామంది నేను ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే చాలామంది అదే మాట చెప్పారు అక్కడే కాదు చాలా చోట్ల జరుగుతోంది అని చెప్పారు సో ఇంకా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే దాని గురించి ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ గురించి అది వేరు బట్ ఆ సినిమా చూసిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా చాలామంది కళ్ళు తెరుచుకుంటాయి నాకు తెలిసి చాలామంది వాళ్ళ యొక్క రియాలిటీని క్వశ్చన్ చేసుకుంటారు ఇప్పుడు వరకు నేను చూసింది నిజమా అబద్ధమా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కొంతమంది విషయంలో అందరి విషయంలో అని నేను చెప్పను కానీ కొంతమంది విషయంలో హిందువులకి ఆ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రైజ్ అవుతుంది అలాంటి సినిమా మెయిన్గా అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది కాకపోతే అమ్మాయిలు చూస్తాననుకుంటే ముందే చెప్తున్నా ఆ ఏ సీన్లు ఎక్కువ ఉంటాయి కదా సో దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి బట్ చెప్తున్నాను కదా చాలా అంటే చాలా రియలిస్టిక్గా చూపించారు ముగ్గురు అమ్మాయిలవి మూడు వేరు వేరు స్టోరీలే మూడు వేరు వేరు స్టోరీలు ఇంకా హైలైట్ ఏంటి తెలుసా ముగ్గురు అమ్మాయిలు అంటే సినిమాలో ఏదైతే చూపించారో ముగ్గురు అమ్మాయిలు బాధపడినట్టుగా అందులో ఇద్దరు అమ్మాయిలు హిందువులు ఒక అమ్మాయి క్రిస్టియన్ మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట అంటే ఎవరైతే ఈ స్కాములు ఈ స్కెచ్లు ఇవన్నీ వేసి వీళ్ళందరినీ కూడా అలా మారుస్తుంటుందో ఒక అమ్మాయి ఉంటుంది వీళ్ళ మధ్యలో ఆ అమ్మాయి ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ తను క్రిస్టియన్ తను అంత ఈజీగా మార్చలేకపోతున్నాను మిగతా ఇద్దరు హిందువులు వాళ్ళది పెద్ద కష్టం ఏమీ అవ్వట్లేదు వాళ్ళు చాలా ఈజీ అన్నట్టుగా చెప్తుంది అలా ఉంది అక్కడ పరిస్థితి హిందువులది సో కొంచెం ఆలోచించండి హిందువులందరూ కూడా కొంచెం మేల్కోండి ప్రతి హిందూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది మామూలుగా లే సినిమా అయితే మాత్రం ఆ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి అండ్ ఇలాంటి ఒక ట్రాప్లో కనుక ఇరుక్కుపోతే వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి అనేది చాలా అంటే చాలా స్పష్టంగా చూపించారు మామూలుగా కాదు అసలు వాళ్ళని ఏ రేంజ్లో బ్రెయిన్ వాష్ చేస్తారంటే అంటే ఆ ట్రాప్ చేయడం బ్రెయిన్ వాష్ చేయడం ఆ తర్వాత వాళ్ళని బలవంతం చేయడం ఇంకా చాలా రకాలు ఉంటాయి ఏమి రాశారంటే అలా రాశారు డైలాగులు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల అవైతే ఫ్యాంటాస్టిక్ ఇది కాకుండా సినిమాలో ఫన్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది అంటే ఒక అమాయకత్వంతో కూడుకున్న ఫన్ అనమాట అది దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు అండ్ ముందే చెప్తున్నా ఎవరికైతే కాశ్మీర్ ఫైల్స్ నచ్చుతుందో వాళ్ళకి ఇది నచ్చుతుంది ఎవరికైతే కశ్మీర్ ఫైల్స్ నచ్చదో వాళ్ళకి ఇది నచ్చదు అదైతే ముందే చెప్పేస్తున్నా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసలు అదా శర్మ ఆ రేంజ్లో చేస్తుందని కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అంటే ఎప్పుడో మనం హార్ట్ అటాక్ సినిమాలో చూసాము ఆ తర్వాత నాకు తెలిసి పెద్ద కనబడలేదా సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా కొన్ని కొన్ని సినిమాల్లో అయితే కనబడ్డారు ఆవిడ పెద్దగా అయితే కనబడలేదు తెలుగులో బట్ ఈ సినిమా అయితే మాత్రం ఆవిడ ప్రాణం పెట్టిందనే చెప్పాలి ఈ సినిమా కోసం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు ఆవిడ మిగతా యాక్టర్స్ కూడా అంటే అఫ్కోర్స్ వాళ్ళని ఆ ఉగ్రవాదులుగా ఆ క్యారెక్టర్స్ ఏవైతే చూపించారో వాళ్ళు ఆ నెగిటివ్ రోల్స్ ప్లే చేసినప్పటికీ కూడా వాళ్ళ యాజ్ అన్ ఆర్టిస్ట్గా వాళ్ళైతే చాలా బాగా చేసినట్టే కదా సో ఆర్టిస్టుల సైడ్ అయితే మాత్రం అంతా కూడా చాలా బాగుంది అదైతే మాత్రం వెరీ క్లియర్ అండ్ డైరెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అల్ట్రా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది అంటే అదే అంటున్నాను కదా ఎక్కడా కూడా ఒక్క ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా సినిమాని ఒక రెండు మూడు స్టోరీలు నడుస్తుంటాయి అన్నమాట ఆ స్టోరీలు ఎంత బాగా అడ్జస్ట్ చేస్తూ వచ్చారంటే అంత బాగా అడ్జస్ట్ చేస్తూ వచ్చారు అది చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం లిటరల్లీ టూ గుడ్ మూవీ అబ్బా ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ మార్వలస్ మామూలుగా లేదు సినిమా అయితే అంటే నిజాలు చూపిస్తున్నప్పుడు నాకు తెలిసి ఆటోమేటిక్గా డైరెక్షన్ అలా కుదిరేస్తుందేమో నాకు తెలిసి అంటే ఈ కాశ్మీర్ ఫైల్స్ కూడా అంతే కదా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా అంతే నాకు తెలిసి నిజాలు చూపించే టైంలో ఈ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అలా కుదిరేస్తాయి అనుకుంటా నాకు తెలిసి ఏమో మరి నాకైతే అదే అనిపించింది సో మూవీ అయితే మాత్రం fantastic and I'll give five out of five for this movie నేనైతే ఇంకా ఈ సినిమాలో ఎంచడానికి ఒక్క పాయింట్ కూడా లేదు ఈ సినిమాలో ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారు ఎలా ట్రాప్ చేస్తారు నాకైతే మాత్రం అసలు too good too good too too too good అసలు మూవీ అయితే మాత్రం మస్ట్ వాచ్ మూవీ ఖచ్చితంగా చూడండి ఇప్పుడు నేను ఎంత చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా అది point so that's guys and మన ట్రెండింగ్ టాపిక్ ఛానల్లో ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోయినట్టయితే వీలైతే ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి అది కూడా మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తుంది ముందు చూసి సినిమాకి వెళ్తానన్నా ఓకే సినిమా చూసి ఇది చూస్తానన్నా ఓకే ఎలా చూసినా కూడా మీకు ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నేను చేసిన వీడియోలో సో డెఫినెట్గా ఆ వీడియోని కూడా చూడటానికి అయితే ట్రై చేయండి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది thank you so much guys ఇప్పటివరకు ఎవరైనా చూసినట్టయితే అంటే చాలా పెద్దదైపోయింది ఈ రివ్యూ చూసినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ సాల్వ్ పెట్టుకోండి నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి so please state subscribe and click the bell icon also నా ఇన్స్టాగ్రామ్ అయితే జబర్దస్త్ మైదర్ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు thank you so much guys bye bye meet you next video bye bye